మన ప్రభైన క్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు ప్రియులారా దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక మరే కొద్ది కాలాన్ని దేవుడు మనకిచ్చాడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్న పోస్టుల కార్యం ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం ధ్యానించుకుందాం అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు ఇర్షలేములోను యోదయ సమరయ దేశములయందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులు ఇందురని వారితో చెప్పాను ప్రిమైన దేవుని బిళ్ళారా ఈ లేఖనమును మనం స్పష్టముగా పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అని అంటున్నాడు అనగా ఈ పరిశుద్ధాత్మ ప్రభునంద విశ్వాసం ఉంచిన వారికి కలుగుతుంది మనం బాప్తిసం పొందినప్పుడు నీటి మూలంగా బాప్తిసం పొందుతాం తర్వాత ప్రభువారు ఆత్మ బాప్తిసాన్ని మనకు అనుగ్రహిస్తాడు ఆ రీతిగా ప్రియులరా ప్రభువారు వాగ్దానం చేసి తన ఆత్మను పంపిస్తానని చెప్పాడు మిమ్మల్ని అనాథలకు విడిచిపెట్టనని చెప్పాడు అదే రీతిగా నూట ఇరవై మంది మేడగదిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు పెంతకొస్తు దినమందు పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు వారు కొత్త భాషలు మాట్లాడటమే కాకుండా లేచి వాక్యం చెప్పినప్పుడు దాదాపు మూడు వేల మంది రక్షణ పొందారు గొప్ప అనుభవం దేవుని ఆత్మ వారి మీదకు దిగినప్పుడు కలుగుతుంది ప్రిలారా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు సాక్షులయ్యుందురు అని చెప్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకి శక్తి కలుగుతుంది దాంతోపాటు మనం సాక్షులుగా ఉంటాం బూదిగంతముల వరకు ఇక్కడ దేవుని లేఖనం చెప్తున్నాడు ఎరుషులేములోను యుదయ సమరయ దేశములే అందంతటను అని అంటున్నాడు ప్రియులారా ఎరుషులేమునకు మనము చూసుకుంటే సాదృశ్యముగా మన దేశానికి అంతటి కూడా మనం సాక్షులుగా ఉండగలుగుతాం లేకపోతే మన రాష్ట్రానికి లేకపోతే మన ప్రాంతానికి ప్రియులరా అయితే యోదయ అంటున్నాడు నేటివ్ ప్లేస్ అనగా వారి యొక్క స్వజనుల మధ్య సాక్షులుగా ఉంటారు మన స్వజనుల మధ్య మన సాక్షులుగా ఉంటాం సమరయ దేశములే అందంతటున్నాను అంటున్నాడు అంటే అన్నిల మధ్య కూడా మనము సాక్షులుగా ఉంటామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఏవేలు ప్రవక్త ద్వారా ప్రియులారా అంతే అంత్యదినములు మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను వృద్ధులు కలలు కంటారు యవనులు దర్శనములు చూస్తారని ప్రభువారు చెప్పారు మరి ఈ పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ప్రభువారు అందుకనే మత్స్వార్త ఏడో అధ్యాయంలో చెప్తారు అడుగు ప్రతివాడు కూడా పొందుకుంటాడని మనం అడగవలసింది ఫస్ట్ పరిశుద్ధాత్మను గురించి అడగాలి పరిశుద్ధాత్మ శక్తి మనం కలిగినప్పుడు ప్రియులారా మనం అంతటను బూదిగంతన వరకు కూడా సాక్షులుగా ఉంటాం అది ముఖ్యమైన కార్యం కొంతమంది పరిశుద్ధాత్మ అనగా ఓన్లీ బా భాషల మీదే ఫోకస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు లేకపోతే స్వస్థతల మీద ఫోకస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు లేకపోతే అద్భుతాల మీద ఫోకస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ప్రేమేం దేవన్ బిళ్ళారా అవే కాదు మనం ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా సాక్షులుగా ఉంటాం ప్రభారు చెప్తారు ప్రభు చిత్తాన్ని బట్టి నడుచుకుంటే పర్లోక రాజ్యం వెళ్తారని అయ్యో మేము దయ్యములు అని అంటారు అద్భుతములు చేయలేదని నేను ఆమలు అంటారు మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు కాబట్టి మనం సాక్షులుగా ఉండాలి అంటే మనం సాక్ష్యం కాపాడుకోవాలి అనేక మంది ఎదుట ప్రియులార కాబట్టి అది ముఖ్యం దేవుని ఆత్మ మనం కలిగిన పొంది ఉన్నప్పుడు మనం అనేక మందికి సాక్షులుగా ఉండాలి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి నీతి యథార్థత భక్తి కలిగి ఉండాలి అనేక మందికి మాదిరిగా ఉండాలి క్రీస్తు మాదిరిగా మనం బ్రతకాలి ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు దేవుని ఆత్మతో నింపుతాడు దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకున్న మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రం ప్రభు మీ ఆత్మ నింపుదల మా అందరికి దయచేయండి తండ్రి మేము బూదిగంతముల వరకు కూడా మీ సాక్షులుగా ఉంటా కృప చూపించి మా ప్రియులు బిడ్డలందరూ దీవించమని యేసు పరిశుద్ధనం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభైన సుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సమస్య ఇక్కడ చేరమనుకున్న సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడు తోడేయండి నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు ప్రియులార మరొక దినాన్ని మనం కలుసుకుందాం దేవుడి మీ అందరిని దీవించిన గాడ్ బ్లెస్ యూ ఆల్